బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాకినాడ సిటీ అధ్యక్షులు వనమడి కొండబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నందమూరి తారక రామారావుని ఆయన అన్నారు ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలతో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దాన్ని దేశవ్యాప్తంగా కూడా పేరు ప్రతిష్ట కీర్తిని తీసుకొచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం రెండు పనులా చెప్పేవారు ఇప్పుడు కూడా అలాంటిది ఈరోజు ఎక్కడప్పుడు అటువంటి విధానం కనపట్లేదు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారులు రావాలి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఆయన ఆశయాలని రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న ఆలోచన ఒక్క విషయాన్ని చెప్పదలుచున్నానండి ఈరోజు చూస్తుంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెలుగు వారని చెప్పుకునే సిగ్గుపడుతున్నారు ఈ రోజున భయపడుతున్నారు ఈ రోజున ఒక పక్కన చూస్తే అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే బయట రాష్ట్రానికి వెళ్ళి తెలుగు వాడని చెప్పుకోవడం సిగ్గుపడుతున్నారు మళ్ళీ తెలుగువాడి గర్వంగా నేను తెలుగువాడని చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని కోరుకుంటారని అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాల గురించి అయితే పార్టీని స్థాపించారో ఆశయాలకు అనుగుణంగా ఏ పేద పా బడుగు వర్గాలకి అండగా మేము ఉంటామని ఒక జెండా రూపొందించుకుని ఆ జెండాతోటి వచ్చి పార్టీలు స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజలకు ఎనలేని సేవలు ఈ రోజు వరకు కూడా చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మరోజు రామారావు గారు ప్రయత్నిస్తే అలాగే అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా నలభై సంవత్సరాలు కూడా నడిపించడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఏ ఆశయంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఆశయంతో ఈరోజుకి కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది బడుగు బలహీన వర్గాలకు అండగా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో మేము ఉన్నాము మీకు అండగా అని ఒక నినాదంతో ఈ రోజుకి కూడా వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే ఈ ఉత్సాహం కానీ తూర్పుగోదావరి జిల్లాలోని ఈ రాష్ట్రంలోని ప్రజల్లో ఉన్న ఉత్సాహం చూసుకుంటే అతి తొందరలోనే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం జెండా ఎగరేయడం ఖాయం తెలుగుదేశం భవిష్యత్తుకి కూడా సువర్ణ బాట వేస్తూ ఎనలేని రాబోయే కాలంలో అందరికీ కూడా సహాయ సహకారాలు ఈనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించి అన్న నందమూరి తారక రామారావు ఇదే రోజున పంతొమ్మిది ఇరవై రెండులో ఇదే రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఇప్పటికి నలభై సంవత్సరాలు పూర్తవుతుంది ఈ పూర్తవుతున్న సందర్భంలో నలభై సంవత్సరాలు కంటికి రప్పులా కాపాడుకున్నటువంటి నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా తెలుగుదేశం తెలుగుదేశం ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు అధికారం ఉన్నా లేకపోయినా ఇంత పెద్ద ఆదరణ ఉందంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లో ఉన్న విధానాలు ఆనాడు చేసిన అభివృద్ధి ఈరోజు చాలా స్వంతంగా కనిపిస్తుంది ఈరోజు అధికారం లేకపోయినా సరే ఈనాడు మా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకుంటే ప్రజలు కూడా భాగస్వాములు అయ్యారు ఎందుకంటే ఈ భాగస్వాములు అవడానికి కానీ ఇతర పార్టీలు కూడా బేరీ చేసుకున్నారు ఈనాడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల నుంచి పుట్టింది ప్రజల విషయాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజల హృదయాల నుంచే వచ్చిన అభివృద్ధి చేశారు ప్రజలకు ఆలోచనతో అభివృద్ధి చేశారు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈనాడు